ప్రేజ్ లాట్ నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి మీ హృదయంలోనూ స్థిరపరచుకుని ఆమెన్ గాడ్ బ్లెస్ యూ